దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము నిన్ను సంపూర్ణముగా ప్రతి విధమైనటువంటి వ్యాధి నుండి ప్రతి విధమైనటువంటి దురాత్మల నుండి నిన్ను విడిపించడానికి శక్తి కలిగినటువంటిది దేవుని వాక్యము సజీవమైనటువంటిది దేవుని వాక్యము సత్యమైనటువంటిది దేవుని వాక్యము నిత్యమైనటువంటిది భూమి ఆకాశము గతించిపోయిన ఈ దేవుని వాక్యము గతించబోదు ఇదిగో గతి అని పోతుంది భూమి వాడిపోతుంది అయితే దేవుని వాక్యము నిరంతరము నిలిచేటువంటిది ఈ దేవుని వాక్యము నిరాశలో నీకు ఆశను కలిగిస్తుంది ఈ దేవుని వాక్యము బాధలో నీకు నెమ్మదిని కలిగిస్తుంది ఈ దేవుని వాక్యము పడిపోయిన నిన్ను ఉదరిస్తుంది ఈ దేవుని వాక్యము శ్రమలో వేదనలో నీకు సంతోషాన్ని కలిగిస్తుంది ఈ దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది ఈ దేవుని వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది ఈ దేవుని వాక్యము నీ శరీరమును జీవింపజేస్తుంది ఈ దేవుని వాక్యము నీ ప్రాణమును తప్రిల్ల చేస్తుంది ఈ దేవుని వాక్యము నీ ఆత్మను రక్షిస్తుంది